hi friends welcome to nine tech medias ఈరోజు వీడియోలో ఇంకా టూ డేస్లో మనకి సైకోమెట్రిక్ ఎగ్జామ్ ఉంది అయితే దానికి ఏ సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి ఎగ్జామ్ ఎలా ఉండిద్ది అన్న ఒక విషయాన్ని ఒక ఫోర్ మినిట్స్లో చెప్పేస్తాను మనకి ఎగ్జామ్ సెంటరు వెళ్తాం కదా ఫస్ట్ మనము మన ప్రూఫ్లు చూపించాలి ఆధార్ కార్డు ఈ కాల్ లెటరు అలాగే మనకు ఐ ఐ విజన్ సర్టిఫికేట్ తీసుకున్నాం కదా ఈ మూడు కూడా రిక్వైర్ అనమాట ఈ మూడు తీసుకెళ్ళాలి అలాగే ఫేస్ మాస్క్ ఫేస్ మాస్క్ ఓకేనా వీటితో పాటు ఒక ఫోటోని అటాచ్మెంట్ చేసుకోవాలి ఓకేనా ఇవి రిక్వైర్డ్ అనమాట ఇవి కంపల్సరీగా వాళ్ళు చెకింగ్ చేస్తారు ఇంకా బెల్ట్ కానీ ఇంకా ఏదైనా ఉన్నట్లయితే తీసివేయండి ఎగ్జామ్ హాల్లోకి ఎలా చేయరు మీరు సిబిటీ వన్ సిబిటీ టూ చూసే ఉంటారు చెప్పాల్సిన పని లేదు ఇందులో మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు అదేంటిదంటే మనము ఫోటో అంటించాలి అది మనకు తెలిసిందే సిబిటి వన్ మరియు సిబిటి టూ రెండిట్లోనూ మనము ఆ యొక్క ఫాలో అయ్యాము ఫాలో అయ్యాం ఓకేనా ఇంకా మనకి ఫోటో తర్వాత మనం కంపల్సరీగా ఒరిజినల్ ఆధార్ కార్డుని క్యారీ చేయాలి సిబిటి వన్ సిబిటి టూలో మనకి తంపు తీసుకున్నారు ఓకేనా మన ఫోటోని క్యాప్చర్ చేసుకున్నారు వాళ్ళు ఎగ్జామ్ నువ్వు రాస్తున్నావా లేదా అన్నట్టుగా ఓకేనా ఖచ్చితంగా original Aadhaar card compulsory okay అది దాంతోపాటు ఇంకేదన్నా వ్యాలిడ్ ఉంటే అవి కూడా మీరు తీసుకెళ్ళవచ్చు పాన్ కార్డు వాటరు ఇంకా టెన్త్ క్లాస్ మేము ఈ విధంగా అన్నమాట ఓకే ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు గేటు ఆన్లో ఉండిద్ది నైన్ థర్టీ తర్వాత ఎవరిని కూడా అలో చేయరు సెకండ్ షిఫ్ట్ అయితే ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ దాకా గేట్ ఓపెన్లో ఉండిద్ది తర్వాత ఎవరిని కూడా అలో చేయరు ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి టెన్ ఏఎంకి స్టార్ట్ అయితే సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి టూకి స్టార్ట్ అయ్యింది మధ్యాహ్నం పూట టూకి ఎగ్జామ్ సరిగ్గా డెబ్బై ఒక్క నిమిషాలు జరిగిద్ది సరిగ్గా డెబ్బై ఒక్క నిమిషాలు ఓవరాల్గా మధ్యలో వన్ వన్ మినిట్ గ్యాప్ కానీ ఇంకా త్రీ మినిట్స్ మనకి రెస్ట్ కానీ దొరికింది కదా ఇన్స్ట్రక్షన్స్కి ఇలా ఓవరాల్గా చూస్తే మనకి గంట పదకొండు సెకండ్లలో పదకొండు నిమిషాలలో మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది ఇంకా దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడే కూర్చోమంటారు వాళ్ళన్నీ అన్ని క్యాలిక్యులేషన్స్ అయిపోయినాయా అందరూ అటెంప్ట్స్ క్లోజ్ క్లోజ్ అయిందా లేదా సిస్టమ్స్ అన్నీ ఓకే అయినాయా లేదా అని చెక్ చెకింగ్ చేసుకున్న తర్వాత మనల్ని బయటకు పంపించడం జరిగింది ఏదైనా ఒక గంటన్నర మనకి ఎగ్జామ్ హాల్లో ఉండటం జరిగింది అనమాట ఇంక ఇది మనకి పెన్నెండు పేపర్ ఇస్తారని నేను ఒక వీడియోలో చెప్పాను ఓకేనా ఇప్పుడైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను మనకి ఇన్స్ట్రక్షన్స్లో నెంబర్ ఫోర్టీన్ ఫోర్టీన్త్ లైన్లో no rough sheet will be provided during the exam మనకి రఫ్ షీట్ అనేది ఇవ్వడు అని చెప్పాడు అంటే పెన్ అండ్ పేపర్ ఇవ్వరని దాని అర్థం అనుకోవచ్చు ఇంకా థర్టీన్త్ లైన్లో ఏం చెప్పారంటే scroll down and across for better view స్క్రోల్ని ఇలా స్క్రోల్ అంటే ఏంది పైకి కిందకి జరపటం అక్రాస్ అంటే కింద వర్టికల్గా ఓకేనా హారిజెంటల్గా జరపటం అనమాట ఓకేనా హారిజెంటల్లీ వర్టికల్గా మనం జరుపుకోవచ్చు కానీ zoom in zoom in zoom out ఉండదు జూమ్ చేసుకోవటానికి జూమ్ అవుట్ అనేది ఉండదు మీకు పేపర్ ఎలా కనిపిస్తుందో అలాగే కనపడింది కాకపోతే స్క్రోల్ చేసుకోవచ్చు ఓకేనా పైకి కిందకి పక్కకి అటుపక్కకి ఇటుపక్కకి స్క్రోల్ చేసుకోవచ్చు ఇంకా ట్వెల్త్ లైన్లో ఏం చెప్పాడంటే ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ ఓకేనా మనకి ఓన్లీ టూ లాంగ్వేజెస్లో ఇది అవైలబుల్ ఉండిద్ది కానీ సిబిటీ వన్ సిబిటీ టూలో మనకి కొన్ని లాంగ్వేజెస్లో ఒక టెన్ ఫిఫ్టీన్ లాంగ్వేజెస్లో మనకి అవైలబుల్లో ఉంది కానీ ఈ యొక్క అప్టిట్యూడ్ టెస్ట్ లేదా computer based aptitude test psycho test అనేటువంటిది మనకి ఓన్లీ టూ లాంగ్వేజెస్లో ఉంటుంది ఒకటి హిందీ లేదా ఇంగ్లీష్ మనము ఇంగ్లీష్లో చేయటం జరిగింది ఇంకా నో మోర్ మొబైల్ ఫోన్స్ కానీ any any gadgets any electronic devices కనుక తీసుకువెళ్తే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసిద్ది అది మన అందరికీ తెలిసిందే స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు వాటిని అనుగుణంగా మనం ఫాలో అవ్వాల్సి ఉండిద్ది ఓకేనా ఇంకెంతకు మించి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు నేను దీని తర్వాత ఒక వీడియో చేయబోతాను అదేంటంటే మనందరికీ తెలుసు fifty members fifty percentage members దాకా డిస్క్వాలిఫై అవుతారు సైకోలు ఎందుకు వాళ్ళు చేసినటువంటి విధానాలు వాళ్ళు ఎందుకు డిస్క్వాలిఫై అవటానికి కారణాలు ఏంటనే విషయాన్ని నేను మీకు ప్రతి టెస్ట్లో ఏ విధంగా చేస్తే క్వాలిఫై అవుతారు ఏ విధంగా చేయకపోతే డిస్క్వాలిఫై అవుతారు అన్నది నేను ఈరోజు తర్వాత వీడియోస్లో పెడతాను మరి మన నాని టెక్ వీడియోస్ని చూస్తూనే ఉండండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి సైకోమెట్రిక్ ప్లేలిస్ట్ ఉంది ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు మిగిలిన వీడియోస్ అన్నీ కూడా చూసుకోవచ్చు లింక్ అనేది మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్